శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి అందరూ అడుగుతున్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమంటే మా ఇంటికి చాలా దిష్టి ఉంది మాకు కూడా చాలా దిష్టి ఉంది అందరూ మాకు ఈర్ష్యని కలిగించే వాళ్ళు అసూయని వెలగించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మా యొక్క దిష్టి దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని వాళ్ళ కామెంట్ రూపంలో అడుగుతున్న ప్రశ్న దానికి మూట ఈ మూటలో ఏముండాలి ఒక నల్లగుడ్డ తీసుకుని ఆ నల్లగుడ్డలో ఒక గుప్పెడు నల్ల నువ్వులు వేసి ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు ఒక చిన్న ఇనుపమేకు తోలు ముక్క ఏదైనా ఉంటే తోలు అంటే బెల్ట్కు వాడే తోలు ముక్క అయినా మరేదైనా తోలు ముక్క అయినా వేసి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ వేలాడదీయండి ఆ మూట పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి ఎలాంటి నరదృష్టినైనా కూడా పటాపంచలు చేసేటటువంటి దివ్యమైనటువంటి మూట ఇది కానీ ప్రతి అమావాస్యకు ఒకసారి తప్పకుండా ఈ మూటకు మీరు అగరబత్తి ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇలా ధూపం వేయడం వల్ల ఆ నెలంతా కూడా ఆ మూట మీకు ఎలాంటి దృష్టి లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఇది అద్భుతమైనటువంటి పరిహారం కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం అతి సులువైన సునాయాసమైనటువంటి సింపుల్ రెమెడీస్తో శక్తివంతమైన మంత్రాలతో అలాగే శక్తివంతమైనటువంటి దివ్యమైన బలమైన ముహూర్తాలతో యొక్క దుర్గణితం ప్రకారం యొక్క పంచాంగాన్ని సిద్ధం చేయడం జరిగింది అన్ని పూజా సంబంధమైన బుక్ సంబంధమైన దుకాణాల్లో ఈ పంచాంగం దొరుకుతుంది మీ అందరూ కూడా కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక